ముసలు వస్తాయేమో చూసుకుని తాగండి జాగ్రత్తగా ఉండకపోయినా దేవుడు చూసుకుంటాడులా oh oh చెప్తానా వింటే కదా దేవుడు ఎప్పుడు ఇంతే కాపాడుతానంటాడు కానీ కాపాడు oh మా అమ్మ చెప్పిందే గుర్తొస్తుంది మా ముసలవ్వ చెప్పింది ముసలుందంట ఒకవేళ వచ్చేస్తే నన్ను లాక్కొని వెళ్ళిపోతేమో జాగ్రత్తగా తాగాలి జాగ్రత్తగా తాగాలి జాగ్రత్తగా తాగాలి జాగ్రత్తగా తాగాలి అబ్బా నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా జరిగినట్లే జరిగిపోయిందే చూస్తున్నారు కదా అజాగ్రత్తగా ఉండిన జింక ముసలి చేతులు మరణించుట అనేక జింకలు జాగ్రత్త పడుటకు ఒక గుణపాఠం అయినది అదేవిధముగా దేవుడు చేయవద్దు అని చెప్పిన విషయంలో మనుషులు చేసినప్పటికీ వాటిని దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు వ్రాయించాడంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది మనము ప్రభువును శోధింపక ఎందుము